ఓకే పవన్ పవన్ కళ్యాణ్ ఉండవు పవన్ కళ్యాణ్కి ముక్కు చెవులు కళ్ళు ఉన్నాయి నోరు ఉంది జుట్టు ఉంది మొత్తం అశేష ఎనిమిది కోట్ల వడవరు ప్రజలకి వాళ్ళకి అయ్యే ఉన్నాయి అవన్నీ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కడికి యాభై కోట్లు వంద కోట్లు ఎందుకు వేస్తారు అరే ఇవ్వట్లా ఈ ఎవడ ఈ మిగతా ముక్కులు కళ్ళు కళ్ళు వాళ్ళందరూ అతని ముక్కు కళ్ళు చూడటానికి ఇష్టపడుతున్నారు అందుకని ఇస్తున్నారు <laughs> అది అతను మన తను అడిగినందుకు కాదు వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటాడు ప్రొడ్యూసర్ తనకి ఇస్తున్నాడు అప్పుడు ఏంటి మీ పవన్ కళ్యాణ్ మీద ప్రాబ్లం ఉంటే ఎవరి మీద ఉండాలి ఇద్దరి మీద ఉండాలి పవన్ కళ్యాణ్ మీద కాదు ఒకటి దేవుడి మీద ఉండాలి వీడికి స్పెషల్ ముక్ ఇచ్చావు నువ్వు ఎందుకు అది నచ్చుతున్నావు వేరే ముక్కు ఎందుకు నచ్చట్లేదు వేరే కళ్ళు ఎందుకు నచ్చట్లేదు అక్కడ ఒక కంప్లైంట్ ఉండదు దేవుడి మీద ఇంకోటి ఎనిమిది కోట్ల మంది మీద ఉన్నారు కంపెనీ అన్న ఎందుకు చూస్తున్నారు ఏంటంటే మా మా ముక్కు లేదా మీకు లేదా ఆ ముఖ్యం మీరు ఎందుకు చూస్తున్నారు అంటే అంత అలాంటిది ఇది